ప్రభైన యేసుక్రీస్తు వారి నమ్ములు అందరికీ వందనాలు మరి ఉదయకాలాన్ని దేవుడు మనకిచ్చాడు అందరిని బట్టి దేవునికి వందనాలు ప్రియులరా మీరు ఈ యొక్క ఉదయకాల ధ్యాన వాక్యములను వీక్షిస్తున్నారని నేను నమ్ముతున్నాను ఇది మీ జీవితాలకి ఎంతో ఆశ్రదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను దయచేసి తప్పకుండా అనుదినము వీక్షించాలని కోరుకుంటున్నాను ప్రియులరా ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చే చేసినటువంటి కృపావాక్యమును మనం ధ్యానించుకుందాం ఒకటవ తిమోతి రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి మనం చూసుకుందాం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపములను ప్రార్థనలు యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను ప్రియమైన దేవుని బిళ్ళారా మనము కొన్ని కొన్ని సమయాల్లో నెమ్మది ఉండదు శాంతి ఉండదు ఎందుకనగా దానికి కారణం ఏందయ్యా ముఖ్యంగా ఏంటంటే మనం మనుషుల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయం ముఖ్యం అది మన విషయమే మనం చూసుకుంటాం మనం ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థించాలి ప్రభారు ప్రార్థన చేశారు ధాన్యాలు ప్రార్థన చేశాడు సమయాలు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన వారిలో చాలామంది గొప్ప భక్తులు ఉన్నారు ప్రియులార కాబట్టి ప్రార్థన అనేది దేవునితో సమయం గడపటం అనేది మనకు అందరికీ తెలుసు కనుక మనం దేవునితో ఎంత సమయం గడిపితే అంత అంత ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కానీ ఆత్మీయ విషయాలు కానీ మనకు తెలియబడతాయి కాబట్టి ఇలాగూ మనుషులందరి కోసం రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయటము యేసు ప్రభు దృష్టికి ఇది మంచిది అంటున్నాడు అంతేకాదు మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనది అంటున్నాడు ఈ లోకంలో నెమ్మది లేని మనకు నెమ్మది దొరకాలన్నా సౌఖ్యంగా ఉండాలన్నా ప్రిలరా మరి సంపూర్ణ భక్తి మరొకటి ఏంటంటే సంపూర్ణ భక్తి మనం సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రార్థన పరిస్థితులు మార్చివేస్తుంది ప్రార్థన గొప్ప కార్యాలు జరిగేటట్లు చేస్తుంది శాసనములనే మార్చివేసింది ప్రార్థన ప్రియులారా కాబట్టి ప్రార్థిద్దాం ఏకూజామనే మొట్టమొదట గడియను దేవునికి ఇస్తే నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు లేచిన వెంటనే ఫస్ట్ ప్రభు పాదాలు పట్టుకో ప్రార్థించేయి ఆ దినమంతా దేవుడు ఆశ్చర్యకరంగా ఆ దినాన్ని మారుస్తాడు నీ వర్క్లు పనులు ఏమన్నా పెండింగ్ అయిపోతే వెంటనే జరిగిపోతాయి ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం చేస్తాడు కనుక ప్రిలారా ఈ సమయంలో మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనసందరి కోసం ప్రార్థన చేద్దాం దేవుని దృష్టికి అనుకూలంగా మనం ఉందాం దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పర్లోక తండ్రి జీవాధిపతి అవునయ్యా సౌఖ్యంగా సుఖంగా సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంటే నెమ్మదిగా మేము ఉండాలంటే మనుషులందరి కోసం ప్రార్థించడం మాకు నేర్పించండి మా ప్రియులు ఇంకా ప్రార్థనలు ఎవరైతే చేయలేకపోతున్నారో మీ సన్నిధిలో మోకరించలేకపోతున్నారో మొట్టమొదటి ఆయా గడిని ఎవరైతే మీకు ఇవ్వలేకపోతున్నారో వారి హృదయాలు తెరవండి ఈ సమయం అందు జామున లేచి ప్రార్థించే ఆ యొక్క ప్రభా అలవాటును ప్రతి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను పరిస్థితుల్ని ప్రభావాలను మార్చివేసేది ప్రార్థన కనుక ఆ ప్రార్థన శక్తిని ప్రతి వారు తెలుసుకుని ఆయా ప్రార్థించటకు వారి హృదయాలు తెరవండి సహాయించమని యేసు పరిశుద్ధనం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయం ప్రభనేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం సకల పరిశుద్ధులకు ప్రజలకు ఎల్లప్పుడూ తోడేయండి నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు ఆల్ మరి ఒక దినాన్ని మనం కలుసుకుందాం దేవుడు మీ అందరం దీవించను గాక ఆమెన్